అందరికీ నమస్తే అండి నా పేరు వినయ్ గోపాల్ నేను సోలార్ ప్యానల్ గురించి ఇదివరకు వీడియో చేశాను కదా ఆ విషయంలో చిన్న మిస్టేక్స్ జరిగినాయండి మొత్తం ఆ మిస్టేక్ ఏందనేది ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటంటే అది నేను ఇన్స్టాల్ చేసినప్పుడు ఎయిట్ ప్యానల్స్ అండి టోటల్గా నేను అక్కడ చెప్పింది ఏంటంటే ఫోర్ ఇంటూ ఫోర్ అని చెప్పాను ఫోర్ ఫోర్ ప్యానల్స్ ఒక సిరీస్ ఫోర్ ప్యానల్స్ ఒక సిరీస్ అని చెప్పాను కాదండి టోటల్గా ఎయిట్ ప్యానల్స్ ఎయిట్ ప్యానల్స్ నుంచి ఒక ఫోర్ని ఒక సిరీస్ చేశారు ఒక ఫోర్ ఒక సిరీస్ చేశాను అనమాట అదేనండి ఆ మిస్టేక్ ఇది ఈ వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో ఆ పొరపాటుని అయితే అసలు మన టాపిక్లోకి వెళ్దామండి నేను ఇప్పుడు టాపిక్లో సోలార్ ప్యానల్స్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి సోలార్ ప్యానల్స్లో మూడు రకాలు ఉన్నాయండి పాలిక్విస్టర్ ఒకటి మోనోపాలిక్రిస్టర్ ఒకటి బయోస్ ఫేషియల్ అని మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలండి వాటిలో ఒకటి ఎలా గుర్తించాలి మూడు మూడు ప్యానల్స్ అని చెప్పాను కదండి ఈ మూడు ప్యానల్స్లో ఎలా ఈ ప్యానల్స్ని ఎలా గుర్తించాలి మో పాలికిస్టర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుందండి మోనో పాలికిస్టర్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తాయండి ఇది దీంట్లో డిఫరెన్స్ ఇదేనండి ఈ ప్యానల్స్లో చెక్ చేసుకోవడానికి ఒకటేమో బ్లూ కలర్లో ఉంటుంది మోనోనేమో బ్లాక్ కలర్లో ఉంటుందండి దీంట్లో ఆఫ్ కట్ ఆఫ్ కట్ తర్వాత బయోఫేషియల్ అని అని దీంట్లో లేటెస్ట్గా వచ్చేసేయండి ప్యానల్స్ అండి ఏంటంటే సఫిషియంట్ మీకు లైటింగ్ తక్కువ ఉన్నా కూడా ఈ ఇప్పుడు లేటెస్ట్కి వచ్చిన ప్యానల్స్లో మీకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కొంచెం లైటింగ్ ఉన్నా చాలు ఎక్కువ వస్తుంది అనమాట కాకపోతే సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ ఎక్కడ ఇస్తారంటే ఓన్లీ పాలికిస్టర్ మాత్రమే సబ్సిడీ ఉందండి ఈ మోనోపాలికిస్టర్ బయోఫేషియల్కి అసలుకి సబ్సిడీ లేదండి దీనికి మనము ఓన్గా మనమే ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కమర్షియల్ కిందికి వస్తుంది కానీ కరెంట్ మాత్రం ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది ఈ కమర్షియల్ ప్యానల్స్కేనండి పాలికి పాలికిస్టర్స్కి చాలా తక్కువ అవుతుంది కరెంట్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట కాబట్టి ఎక్కువ మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే మాత్రం మీరు నాకు తెలిసి అయితే ఫోనో పాలికిస్టర్ కానీ బయోఫేషియల్ కానీకి వెళ్ళ వెళ్ళాలండి వెళ్తే మీకు మంచి సఫిషియెంట్గా మీకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కరెంటు అయితే దీంట్లో టాపిక్లో మీకు చెప్పాను కదా కిలో వాటిని ఎలా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు వాట్ అన్నారు కదా దీంట్లో రకాలు ఉంటాయండి two twenty hundred two forty తర్వాత three twenty five four forty four forty five five fifty five sixty అని ఇట్లా వస్తుంటాయండి ఆ ప్యానల్స్ మోడల్స్ బట్టి మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ ప్యానల్స్ ఎన్ని ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ అన్ని ప్యానల్స్లోని ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఉందనుకోండి ఫోర్ ఫార్టీ ఇంటూ ఎయిట్ వేసుకున్నారనుకోండి three three thousand five hundred and twenty వస్తుంది అంటే అది కిలో వాట్ లెక్క చూసుకుంటే three point five kilo watt వస్తుంది అనమాట అలా కన్వ అలా మనం లెక్క కౌంట్ చేసుకొని మల్టిప్లై చేసుకొని చూసుకోవాలండి అలా మీకు కిలో వాట్స్ వస్తుంది ప్రొడ్యూస్ చేసే కరెంట్ అనేది ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎలా కిలో వాట్స్ ఎలానో చెప్పాను కాబట్టి తర్వాత వచ్చేసి ఈ ప్యానల్స్లోని ఓల్ట్ ఓల్డ్ అంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయండి ఫేషియల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యానల్కి ఒక్కొక్కటి ఓల్స్ ఇస్తారు అది ట్వంటీ ఫోర్ కావచ్చు ట్వెల్వ్ ఓల్స్ కావచ్చు ఫార్టీ టూ ఓల్స్ కావచ్చు అది ప్యానల్ బట్టి అది డిసైడ్ అయి ఉంటుందండి వాళ్ళు అక్కడ ఆ ప్యానల్ వెనకాల ఉంటుంది ఎన్ని ఓల్స్ వస్తుంది అనేది వాళ్ళు మీ మ్యాక్సిమం ఎంత మినిమం ఎంత ప్రొడ్యూస్ చేసేదంతా ఆ ప్యానెల్ వెనకాల ఉంటుంది hmm. ప్యానెల్స్ గురించి చెప్పాను కదండి ఎన్ని ప్యానెల్స్ అనేది తర్వాత ఈ ప్యానెల్స్ని ఎలా సిరీస్గా కనెక్ట్ చేయాలనేది చెప్తాను దీంట్లో ఒక్కొక్క ప్యానెల్లో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుందండి ఒకటి మేల్ ఒక ఫిమేల్ ఉంటుందండి ఈ రెండు ప్యానల్స్లో ప్లస్ మైనస్లు ఉంటాయి ఇది ఎలా సిరీస్ చేయాలనేది మీకు చెప్తాను ఇది ఈ ప్యానల్ రెండు ఉన్నాయి కదా ఇది ఒక ప్యానల్ అండి దీనికున్న మైనస్ దీనికున్న ప్లస్ తీసుకొని ఈ రెండుని కనెక్ట్ చేసుకు కనెక్ట్ చేసుకుంటా వెళ్ళాలండి ఒక చోటేమో ఒక ప్లస్ వస్తుందండి ఇంకో చోటేమో మైనస్ వస్తుందండి ఆ మైనస్ అనే దాన్ని వైర్ నుంచి మళ్ళీ ఎంపీ ఫోర్ కనెక్టర్స్ ఉంటాయండి ఎంపీ ఫోర్ కనెక్టర్స్ కనెక్టర్ల ద్వారా మళ్ళీ ఇలాంటివే ఉంటాయండి ఇలాంటి ప్లెక్స్ దాని ద్వారా మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి డీసీ బాక్స్కి కనెక్ట్ చేసుకుంటాం అదండి సిరీస్ అనేది ఇలా చేయాలి ఇప్పుడు చూడండి ఇది నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను ఇది మైనస్ ఒక ప్యానెల్లో ఉన్న ఒక మైనస్ ఇంకో ప్యానెల్లో ఉన్న ప్లస్ ఈ ప్లస్ మైనస్ని కలుపుతున్నా అండి చూడండి ప్లస్ మైనస్ని ఇలా కలిపేస్తున్నానండి ఈ ప్లస్ మైనస్ని ఇలా కనెక్ట్ చేస్తున్నాను చూడండి ఇలా టిక్ అని అనే సౌండ్ చేయాలి అప్పుడే ఈ కనెక్టర్ అనేది కనెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది కనెక్ట్ కాకపోతే మీకు కరెక్ట్గా కూర్చోపోతే ఏంటంటే కరెంట్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా మీరు జాగ్రత్తగా మొత్తం ఫుల్గా వచ్చేసేయాలండి ఇప్పుడు చూసారు కదా ఇది ఒక ప్లస్ ఒక మైనస్ అనేది కనెక్ట్ అయిపోయింది త్రూ ఇలా ఇలా పోతూ ఇలా అని డీసీ బాక్స్కి వెళ్ళిపోతాయండి ఇదేనండి సిరీస్ ఇలానే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎనిమిది ప్యానల్స్లో వచ్చి నాలుగు రెండు సిరీస్ చేశాను అన్నా కదా నాలుగు ఒక ఒక ప్యానెల్ నాలుగు ఒక ప్యానెల్ అనేది సిరీస్ చేశానండి ఇదేనండి సిరీస్ అంటే సిరీస్ అనేది ఇదే సిరీస్ ఎలా కనెక్ట్ చేశారో చూశారు కదా సిరీస్కి ఓల్ట్ అనేది ఎలా సెట్ అవుతుంది యామ్స్ ఎలా సెట్ అవుతుంది ఓల్ట్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు దీంట్లో ఇంత సిరీస్ చేసుకునేటప్పుడు ఓల్ట్ లెక్క క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి ఇప్పుడు దీని ఈ ప్యానెల్లో వచ్చేసి ఫార్టీ టూ హోల్స్ ఉంది కదా ఫార్టీ టూ ఇప్పుడు ఈ ఫోర్ ఫార్టీ బయో అది మోనో అండి మోనో కి వచ్చిన నాకు హాఫ్ కట్ ప్యానెల్కి ఫార్టీ టూ వోల్ట్స్ వచ్చింది అనమాట forty two volts forty two into లైన్గా అన్నీ ప్లస్ చేసుకుంటే ఇప్పుడు నాలుగు ప్యానల్స్ పెట్టాను కదా forty two plus forty two plus చేసుకుంటే one seventy six one seventy five వస్తుందండి అలా సిరీస్ అదనమాట సిరీస్ అంటే ఏంటంటే ఇలా అనమాట సిరీస్ కాకుండా ఒకటి ప్లస్ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని ఫైనస్ అంతా ఒకటి కనెక్ట్ చేసుకుంటే యామ్స్ పెరుగుతుంది అనమాట యామ్స్ యామ్స్ వచ్చేసి ఇక్కడ ఈ ప్యానల్కి వచ్చేసి ఒక్కో యాంప్ వచ్చేసి లెవెన్ యాంప్ పెరుగుతుంది లెవెన్ అంటే అది ప్లస్ అయిపోతుంది అనమాట మనము ఒక ప్లే మైనస్ మైనస్ మైనస్ కనుక్కొని ఒకటి ప్లస్ ప్లస్ కనెక్ట్ చేసుకుంటే వెళ్తుంటే యామ్స్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట దీని ఇలా సిరీస్ చేసుకుంటుంటే గోల్స్ అనేది క్యాల్కులేషన్ అవుతూ ఉంటుంది అనమాట ప్లస్ ప్లస్ అయిపోతూ ఉంటుంది దాన్ని సిరీస్గా పెట్టుకొని మనం డీసీ బాక్స్కి కనెక్ట్ చేసుకోవాలండి అట్లా నేను ఈ సిరీస్ని కనెక్ట్ చేశాను అనమాట సోలార్ ప్యానల్స్ని సోలార్ ప్యానల్స్లో మనకి ఈ ఫోర్ కనెక్టర్స్ ఇవన్నీ బయట దొరుకుతాయండి వైర్ కూడా ఫోర్ ఎంఎం వైర్ కానీ సిక్స్ ఎంఎం వైర్ కానీ వాడాలండి టెన్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం అంటే ten kilo watt five kilo watt ten kilo watt పైనుంచి అయితే మనం టెన్ ఎంఎం వైర్ వాడుకుంటే మంచిగా సరిపోతుంది ఇవి కూడా మనకు బయట దొరుకుతాయి ఆన్లైన్లో కానీ ఎక్కడికైనా కానీ తెప్పించుకోవచ్చు ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు నేను నెట్ మీటర్ ఎలా అప్లై చేయాలి దానికి ఎలా ప్రొసీజర్ ఉంటుంది అదనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్